hello students welcome to Achievers Academy Achievers ఛానల్లో తిరిగి మీ అందరికీ స్వాగతం ఈరోజు ఒక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది one hundred and twenty days war ఏదైతే గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నూట ఇరవై రోజుల్లో ఉండబోతుందో అక్టోబర్ సిక్స్టీన్త్ ఎగ్జామినేషన్ డేట్ ఏదైతే ఉందో ఆ one twenty days preparation strategy ఎలా ఉండాలి ఏమేమి మనం కవర్ చేయాలి ఎలా మనం కవర్ చేయాలి ఇవన్నీ డిస్కషన్ మనం చేద్దాము చాలా ఇంపార్టెంట్ వీడియోగా ఇది ఉండబోతుంది కాబట్టి మనము ఎందుకు ప్రతి ఒక్కరి కెపబిలిటీస్ ఏంటి కెపాసిటీస్ ఏంటో మనం మాట్లాడతాం దాంతోపాటు ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ అన్నది ఈ వన్ వన్ ట్వంటీ డేస్లో మీరు ఎలా కవర్ చేయాలి అన్నటువంటి ఒక అనాలిసిస్ చార్ట్ నేను మీకు ఇస్తున్నాను కాబట్టి అది కూడా మనం మాట్లాడతాము డైలీ రొటీన్ ఎలా ఉండబోతుంది అంటే each and every day routine ఎలా ఉండబోతుంది ప్రతి స్టూడెంట్ కూడా దాని గురించి మనం డిస్కషన్ చేద్దాము అందుకోసమే ఈ వీడియోని అందరూ కూడా చివరి దాకా చూడండి అచీవర్స్ ఛానల్ని ఎవరైనా కూడా ఈరోజే మొట్టమొదటిసారి చూస్తున్నారనంటే ఛానల్ని తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఈ నూట ఇరవై రోజుల యుద్ధం one hundred and twenty days war పుస్తకాలతో మనం చేసేటటువంటి యుద్ధం మనకు గ్రూప్ వన్ స్థాయిలో ఒక అత్యున్నత పొజిషన్ని మనకి ఇవ్వబోతుంది ఈ ప్రిపరేషన్ జర్నీ ఈ నాలుగు నెలల ఈ ప్రయాణం ఏదైతే ఉండబోతుందో ఆ నాలుగు నెలల ప్రయాణం అన్నది ఆ యుద్ధంలో మనం విజయం సాధించినట్లయితే రాబోయే నలభై సంవత్సరాల కాలం కూడా ఒక సువర్ణ గోల్డెన్ పీరియడ్గా మీకు ఉండబోతుందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి లైఫ్లో మీరు ఈ ప్రిపరేషన్ ఫేజ్ని ఎంత డీటెయిల్డ్గా ఎంత అనలిటికల్గా ఎంత డిస్క్రిప్టివ్ సెన్స్లో మీరు ప్రిపరేషన్ అనేది చేసుకున్నట్లయితే డెఫినెట్లీ అది మీకు భవిష్యత్తులో ఈ ఫోర్ మంత్స్ పీరియడ్ అన్నది ఎంత గోల్డెన్ పీరియడ్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకుంటారని తప్పకుండా అందరు గుర్తించాలి నూట ఇరవై రోజుల సమయం అన్నది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మొత్తం మనకు పేర్కొన్నటువంటి పదమూడు అంశాలు ఈ పదమూడు అంశాలపై మాస్టర్స్ చేయడానికి చాలా చాలా చాలా ఎక్కువ కాలం ఎక్కువ పీరియడ్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇంతకుముందు జులై థర్టీ ఫస్ట్కే మనం అందరం కూడా ప్రిపేర్ అయి ఉన్నాం అంటే జులై థర్టీ ఫస్ట్నే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుందని జూలై థర్టీ ఫస్ట్నే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారని చెప్పి ఏదైతే మనము ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నామో దానికి ఇంకొక టూ మంత్స్ టైం పీరియడ్ అన్నది మనకు ఎక్స్టెన్షన్ ఇచ్చినారు ఇచ్చింది కాబట్టి మనకు ఈ రివిజన్ అన్నది అంటే ఒక సబ్జెక్ట్ని రెండు సార్లు రివిజన్ చేసుకునేటటువంటి అవకాశం ఉన్నప్పుడు దీన్ని ఒక మూడు నాలుగు సార్లు రివిజన్ చేసుకోవడానికి ఒక స్కోప్ అన్నది మనకు దొరికిపోతుంది పద్దెనిమిది రోజుల్లో మహాభారతం యుద్ధాన్ని విజయం సాధించడం జరిగింది గెలవడం జరిగింది నూట ఇరవై రోజుల్లో ఈ టిఎస్పిఎస్సి యుద్ధం మీరందరూ కూడా గ్రూప్ వన్ యుద్ధాన్ని తప్పకుండా గెలుస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను ఈ చిన్నపాటి స్ట్రాటజీ మీరు ఫాలో అయితే తప్పకుండా విజయం అన్నది మీదే అని తప్పకుండా అందరు గుర్తుపెట్టుకోండి మీకు సిలబస్లో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే కరెంట్ అఫైర్స్ మా దీంట్లో మనకు మీకు నేను ఇంతకుముందు చెప్పిన మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా సిక్స్ మంత్స్ అంటే గడిచిన ఆరు నెలల కరెంట్ అఫైర్స్ని పర్ఫెక్ట్గా చూసుకోండి ఇంకొక టైం దొరికితే ఇంకొక సిక్స్ మంత్స్ వెనక్కి వెళ్ళి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్టోబర్లో ఎగ్జామినేషన్ అని అంటే ఉన్నది కాబట్టి దానికి పాస్ట్ అంటే అక్టోబర్ వెనకాల మీకు September August July September August July June May April April నుండి మీరు కరెంట్ అఫైర్స్ చూసుకుంటే సరిపోతుంది అంటే లాస్ట్ సిక్స్ మంత్స్ అది కంప్లీట్గా కవర్ అయిందని అంటే మనం అచీవర్ ఛానల్లో కూడా ఫ్రీ కరెంట్ అఫైర్ మెటీరియల్ కానీ ఫ్రీ కరెంట్ అఫైర్ వీడియోస్ని కూడా మనం ఇస్తూ ఉన్నాం కాబట్టి డెఫినెట్లీ అది కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది లాస్ట్ సిక్స్ మంత్స్ మీరు కవర్ చేసినంటే ఆ తర్వాత టైం మిగిలిపోయిందనంటే ఇంకొక సిక్స్ మంత్స్ వెనక్కి వెళ్ళొచ్చు ఈ అప్రోచ్ మీ అందరికీ కూడా అర్థం కావాలి అండ్ ఈ కరెంట్ అఫైర్స్లో మెయిన్లీ ఏ సెగ్మెంట్స్ని ఎక్కువ స్ట్రెస్ చేయాలని అంటే బుక్స్ ఒకటి పర్సన్స్ ఒకటి ప్లేసెస్ ఇన్ న్యూస్ ఒకటి అండ్ దాంతోపాటు నేషనల్ ఇష్యూస్ ఒకటి వీటితో పాటు మనకు సిలబస్లో ఉన్నటువంటి areas current for example history ఉందంటే హిస్టరీ కరెంట్ చాలా తక్కువ ఉంటుంది కల్చర్తో ఎక్కువ ఉంటుంది పాలిటీ ఉన్నదంటే పాలిటిక్స్ సంబంధించి కరెంట్ ఎకానమీ ఉందంటే ఎకనామిక్ సంబంధించి కరెంట్ జాగ్రఫీ ఎన్విరాన్మెంట్ ఉందంటే దానికి సంబంధించి కరెంట్ సైన్స్ అండ్ టెక్ ఉందంటే దానికి సంబంధించిన కరెంట్ ఓకే ఇది అయిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మీరు అగైన్ దీన్ని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి కనెక్ట్ విత్ కరెంట్ అంటే కరెంట్ అఫైర్స్తో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో ఎక్కువగా మీరు స్ట్రెస్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే నేబర్ కంట్రీస్ అంటే భారత్ సరిహద్దు దేశాలు సంబంధాలు ఏవైతే ఉంటాయో like China Sri Lanka Maldives Myanmar Bhutan Bangladesh ఇటువంటి దేశాల యొక్క సంబంధాలతో మీరు చదివినట్లయితే డెఫినెట్లీ అది మీకు ఎక్కువ స్ట్రెస్ చేయండి దాంతోపాటు కొన్ని అంతర్జాతీయ దేశాలు అంటే అక్కడ మీరు ముఖ్యమైన దేశాలు చూసుకుంటే సరిపోతుంది లైక్ యుఎస్ఏ కానీ ఆస్ట్రేలియా కానీ ఫ్రాన్స్ కానీ ఆర్గనైజేషన్స్లో ఎస్సీఓ ఉన్నటువంటి దేశాలు బ్రిక్స్లో ఉన్న దేశాలు ఏషియాన్లో ఉన్నటువంటి దేశాలు ఇటువంటివి చూసుకుంటే సరిపోతుంది history ancient medieval and modern మూడు కూడా త్రీ రివిజన్స్ కంప్లీట్ చేసుకోవచ్చు ఈ వన్ ట్వంటీ డేస్లో you can go for three revisions compulsory చేయాలి దీనికంటే ఎక్కువ కూడా మీరు చేయొచ్చు కానీ త్రీ కంటే తక్కువ అయితే ఎవరు కూడా చేయవద్దు more stress put on modern history modern history పైన ఎక్కువగా ఫోకస్ చేయండి అట్లా అని చెప్పేసి ఏన్షియన్ మిడివెల్ని స్కిప్ చేయొద్దు ఏన్షియన్ మిడివెల్ని కూడా చదవండి but more focus on modern history ఓకేమా సో దీనికి సంబంధించి రెఫరెన్స్ బుక్ ఏంటంటే మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్ ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీకి ఆర్ఎస్ అగర్వాల్ సతీష్ చంద్ర బుక్స్ని మీరు చదవచ్చు పాలిటీకి లక్ష్మీకాంత్ బుక్ని త్రీ రివిజన్స్ అట్లీస్ట్ మీరు కంప్లీట్ చేయాలి వన్ ట్వంటీ డేస్ ప్రిపరేషన్లో త్రీ రివిజన్స్ ఆర్ మస్ట్ అదే గవర్నెన్స్కి కూడా Laxmikanth is a best book two revisions ఇక్కడ సరిపోతుంది బికాస్ ఎక్కువ ఆబ్జెక్టివ్ కన్నా డిస్క్రిప్టివ్ లో గవర్నెన్స్ ఎక్కువగా అడుగుతారు కానీ కొన్ని statutory bodies non statutory bodies అని చెప్పి లేదంటే కొన్ని ఇతర అంశాలు ఉంటాయి లైక్ గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి గుడ్ గవర్నెన్స్ డే ఏంటి ఇట్లాంటివి అడుగుతారు కాబట్టి టూ రివిజన్స్ మీరు చేసుకుంటే సరిపోతుంది జాగ్రఫీ ఎన్సీఆర్టీ టూ రివిజన్స్ ఇక్కడ మీరు ఎక్కువగా స్ట్రెస్ చేయాల్సింది వరల్డ్ ఇండియన్ అండ్ రీజనల్ అంటే తెలంగాణ జాగ్రఫీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ దాన్ని కూడా చాలా డీటెయిల్గా మీరు చూడవలసి ఉంటుంది దీనిపైన ఎక్కువ స్ట్రెస్ చేయండి మా world geography Indian geography and regional geography ఎక్కువ ఫ్యాక్ట్స్ ఫ్యాక్చువల్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తే సరిపోతుంది కానీ two revisions of NCERTs are must economy మ్యాక్రోకి సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ ఉంటుంది దాన్ని టూ రివిజన్స్ చేయండి రెండు రివిజన్స్ తప్పకుండా చేయాలి economic survey and budget Datt and Sundaram మీరు ఒకవేళ టైం దొరుకుతుందంటే మీ సిలబస్ని అంటే మెయిన్స్ సిలబస్ని చూస్తూ మెయిన్స్ సిలబస్లో ఉన్నటువంటి ఫైవ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ ఫైవ్ ఏరియాస్ని మీరు దత్ అండ్ సుందరం బుక్లో రిఫర్ చేస్తే సరిపోతుంది plus latest schemes from websites websites నుండి లేటెస్ట్ స్కీమ్స్ని కూడా మీరు అక్కడ చూస్తే సరిపోతుంది అని చెప్పి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి సొసైటీ మేజర్ శ్రీనివాస్ బుక్ని త్రీ రివిజన్స్ తప్పకుండా చేయాలమ్మా త్రీ రివిజన్స్ ఆర్ మస్ట్ ఈ వన్ ట్వంటీ డేస్లో ఇది అయిపోతుంది కల్చర్ తెలుగు అకాడమీ బుక్ని మూడు రివిజన్స్ చేయండి three revisions of Telugu Academy book policies socio economic outlook two revisions plus ministry websites Telangana ప్రభుత్వానికి సంబంధించినటువంటి మినిస్ట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ మినిస్ట్రీ వెబ్సైట్స్ని కూడా ఒకసారి చూడండి science and technology Ravi P Agrahari plus current affairs అంటే కరెంట్ కనెక్ట్తో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని మీరు చూస్తే సరిపోతుందమ్మా కరెంట్ కనెక్ట్ అంటే కరెంట్ కి సంబంధించి ఏదైతే మనం చెప్పినామో లాస్ట్ సిక్స్ మంత్స్లో సైన్స్ అండ్ టెక్కి సంబంధించినటువంటి కరెంట్ ని చూసుకుంటే ఇక మీకు సరిపోతుందని చెప్పి గుర్తుపెట్టుకోండి environment and disaster management selected chapters of R S Agarwal sorry environment and disaster manage ఇది అర్థమెటిక్ రీజనింగ్ కాదు ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి మీరు శంకర్ ఐఏఎస్ అనే బుక్ ఉంటుందమ్మా శంకర్ ఐఏఎస్ ఈ శంకర్ ఐఏఎస్ అనే బుక్ని ఈ వన్ ట్వంటీ డేస్లో డెఫినెట్లీ ఒక టూ టు త్రీ రివిజన్స్ చేయండి ఎన్విరాన్మెంట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి శంకర్ ఐఏఎస్ అనే పుస్తకాన్ని టూ టు త్రీ రివిజన్స్ చేయండమ్మా ప్లస్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఏదైతే logical reasoning and data interpretation ఏవైతే ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి selected chapters of R S Agarwal మా మెంటర్ మీకు అర్థమెటిక్ రీజనింగ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలని చెప్పి ఒక వీడియో మీ ముందుకు తీసుకొని వస్తాడు ఆ వీడియోలో చాలా డీటెయిల్డ్గా ఏ సెలెక్టెడ్ చాప్టర్స్ చదవాలి అన్నటువంటి అంశాలను మా మెంటర్ మీతో డిస్కస్ చేస్తాడో అతి త్వరలో సో ఈ వన్ ట్వంటీ డేస్కి సంబంధించి డైలీ రొటీన్ ఎలా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నూట ఇరవై రోజుల్లో అందరూ కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చేసేయండి కంఫర్ట్ జోన్ అంటే ఏంది ఏదైతే మీకు కావాలనో మీకు ఫుడ్ కావాలంటే కంఫర్ట్ జోన్లో ఇంట్లో ఉంటే మీకు దొరుకుతుంది సెల్ ఫోన్ చూస్తే అదొక కంఫర్ట్ జోన్గా మీకు ఉంటుంది సోషల్ మీడియా అడిక్షన్ అన్న చాలా మందికి ఉంటుంది అది కూడా ఒక కంఫర్ట్ జోనే ఆ comfort zone social media accounts అన్ని కూడా నాలుగు నెలలు పక్కన పెట్టండి ఫుడ్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకండి అంటే కంఫర్ట్ జోన్లో ఉండకుండా ఏదైతే మీరు కష్టాలు పడతారో ఈ నాలుగు నెలలు ఆ కష్టాలలో ఉన్నటువంటి జోన్లో మీరు ఎక్కువ ఉండాల్సినటువంటి అవకాశ అవసరం ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ప్రతిరోజు దినచర్యలో మీరు ఇట్లా మీరు డివైడ్ చేసుకున్నట్లయితే మిమ్మల్ని మీరు బిజీ చేసుకున్నట్లయితే ఈ వన్ ట్వంటీ డేస్లో గ్రూప్ వన్ ని క్రాక్ చేయడం చాలా సులభం న్యూస్ పేపర్ కానీ daily current affairs daily current affairs ఏదైతే బుక్లెట్ వస్తుందో అచీవర్స్ అది చూసినా సరిపోతుంది లేదంటే ఈనాడు కానీ సాక్షి కానీ ద హిందూ కానీ న్యూస్ పేపర్ ఈ ఫోర్ మంత్స్ చదివితే సరిపోతుందమ్మా రెగ్యులర్గా అట్లీస్ట్ వన్ అవర్ అట్లీస్ట్ అంటున్నా దీనికన్నా ఎక్కువ కూడా సమయం పట్టచ్చు అట్లీస్ట్ వన్ అవర్ మీరు కరెంట్ అఫైర్స్ పై కేటాయించవలసి ఉంటుంది ప్రతిరోజు ఒకటి లేదా రెండు subjects revision one or two subjects revision each and every day this the second target నేను మీకు ఇస్తున్నా each and every subject revision one or two subjects revision each and every day for example మీరు ఒక హిస్టరీనే సిక్స్ అవర్స్ చదివినా ఓకే లేదా పాలిటీ ఒక త్రీ అవర్స్ హిస్టరీ ఒక త్రీ అవర్స్ చదువుకున్నా కూడా ఓకే మా next practice test on same subject మీరు ఇక్కడ రెండు సబ్జెక్టులు చదివితే ఆ రెండు సబ్జెక్టులకు సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్ ఒకటి చేయండి ఇది నేను మీకు ఇస్తున్నటువంటి మూడవ టార్గెట్ అన్న సో నేను చెప్తుంది ఒకటే మీకు ఇక్కడ ఫస్ట్ టార్గెట్ ఏంటంటే న్యూస్ పేపర్ సెకండ్ టార్గెట్ ఏంటంటే daily one subject six hours లేదా టూ సబ్జెక్ట్స్ చదవండి థర్డ్ థర్డ్ టార్గెట్ ఏంటంటే practice test on the same subject అంటే ఇన్ఫాక్ట్ సేమ్ టాపిక్ మీకు దొరికినా కూడా అచీవర్స్ టెస్ట్ సిరీస్లో మీకు దొరికిపోతుంది మీరు చదివినటువంటి టాపిక్ మీదనే కూడా మీకు టెస్ట్లు అనేవి దొరుకుతాయి కాబట్టి టెస్ట్ని మీరు సాల్వ్ చేయండి అచీవర్స్ కాకపోయినా ఎక్కడ వేరే ఇతర గూగుల్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదువుతున్నారు questions on Indus Valley Civilization అంటే మీకు చాలా రిజల్ట్స్ అక్కడ వస్తాయి సో అట్లాంటి ఒక రివిజన్ని మీరు ప్లాన్ చేసుకోండి ఈ మూడు టార్గెట్స్ని కనుక మీరు ప్రతిరోజు అచీవ్ చేయాలా టిల్ వన్ ట్వంటీ డేస్ నూట ఇరవై రోజులు ఈ మూడు టార్గెట్స్ అందరూ కూడా పెట్టుకోమా అండ్ దీంతో పాటు ఫ్రీ బుక్లెట్స్ అచీవర్స్ అకాడమీ ఏదైతే ఫ్రీ బుక్లెట్స్ ఇస్తుందో కరెంట్ అఫైర్స్ సంబంధించి దాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు monthly compilation weekly compilation videos కూడా మీకు అచీవర్స్ అకాడమీ తరపున ఇస్తున్నాం కాబట్టి దాన్ని కూడా మీరు వ్యూ చేయొచ్చు చూడవచ్చు అండ్ ఇలాంటి ఒక స్ట్రాటజీ పెట్టుకొని ప్రతి ఏ అంశాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలన్నా ఏ ఒక్క అంశంలో మనం పట్టు సాధించాలన్నా clarity on thought clarity on subject clarity on perfection ఈ మూడు కూడా అందరికీ ఉండాలి అండ్ uh, ఇలాంటి ఒక స్ట్రాటజీని మీరు మీ డైలీ రొటీన్లో పెట్టుకుంటే తప్పకుండా వన్ ట్వంటీ డేస్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్ చూడగానే ఒక బ్లషింగ్ ఫేసెస్ అన్నవి మీవి కాబోతున్నాయి అంటే పేపర్ ఇంత సులభమా అనిపించేటటువంటి అవకాశం కూడా తప్పకుండా మీ అందరూ చూడబోతున్నారు సో దానికి ఈ నాలుగు నెలలను మీరు మర్చిపోండి నాలుగు నెలలను మీరు మీ మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి డెడికేటెడ్గా డీవియేషన్స్ లేకుండా ప్రిపరేషన్ చేసుకుంటారని చెప్పి భావిస్తా ఉన్నాం అచీవర్స్ అకాడమీ తరపున ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే టాప్ ప్రయారిటీ సబ్జెక్ట్స్ అంటే మీరు ప్రిలిమినరీలో ఎగ్జామినేషన్లో ఈ సబ్జెక్ట్స్ పైన పట్టు సాధించకపోతే ప్రిలిమ్స్ క్రాక్ కూడా అవ్వదు నేను మీకు రాసిస్తా ఈ సబ్జెక్ట్స్ హిస్టరీ ఒకటి మా polity economy geography and current affairs okay మళ్ళా ఇవన్నీ కూడా interlinking polity current history current economic current and geography current వాటితో పాటు అదర్ కరెంట్ అఫైర్స్ ఈ అంశాలపై గనుక మీరు పట్టు సాధించినట్లయితే డెఫినెట్లీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో విజేతలు మీరే అని గుర్తుపెట్టుకోండి అండ్ అచీవర్స్ అకాడమీకి సంబంధించి ఆన్లైన్ కోచింగ్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది అచీవర్స్ నెక్స్ట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి కోచింగ్ అక్కడ తీసుకోవచ్చు ఎన్రోల్ అవ్వవచ్చు అండ్ గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి ఆఫ్లైన్ కోచింగ్ కూడా హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంది దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించవచ్చు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ మాది ఉన్నది ఆన్లైన్ కోచింగ్ కావాలంటే అచీవర్స్ నెక్స్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి Achievers Academy thank you so much జై హింద్ జై తెలంగాణ